సో మీ అందరితో నేను షేర్ చేసుకోవాల్సింది నాకున్న నాకు జరిగిన మంచి కాలంలో జరిగిన ఎక్స్పీరియన్సెస్ నేను ప్రజారాజ్యం అప్పుడు ఎక్కువగా ఈ ప్రాంతాలు తిరిగాను మీరందరూ చూసే ఉంటారు నాతోటి నన్ను అప్పుడు నాకు వైజాగ్లో నుంచే ఎక్కువ ఓవర్వెల్మింగ్ రెస్పాన్సిబిలిటీ రెస్పాన్స్ చాలా అద్భుతమైనటువంటి స్పందన కనిపించేది తర్వాత నేను నర్సాపురానికి నన్ను ఎంపీగా ఫిక్స్ చేసిన తర్వాత ఇక నేను ఇటువైపు రావటమే కుదరలే అదర్వైజ్ నేను ఇటు వచ్చి ఉండాల్సింది మీ అందరితో ఇలాగా ఇంటరాక్ట్ అవ్వటానికి పార్టీ తరఫున సో కళ్యాణ్ బాబు గురించి అందరూ చెప్పారు బాగుంది నాకు ఒక చిన్న నాకంటే చిన్నవాడు బాగా అంటే నేను కళ్యాణ్ బాబుని ఎత్తుకునే అంత ఏజ్ గ్యాప్ ఉంది బాగా ఏడిపించేవాడు చిన్నప్పుడు చాలా క్యూట్గా ఉండేవాడు కళ్యాణ్ బాబు అయితే is always a silent man ఎక్కువ మాట్లాడేవాడు కాదు చాలా గట్టి పట్టుదల ఉన్నవాడు తనకి ఏది కావాలంటే అది సాధించుకునేదాకా వదిలే మనస్తత్వం కాదు మొన్నే చెప్పాను కళ్యాణ్ బాబు కొత్తవాడు రాజకీయాలకి కొత్త ఇతను ఏం చేస్తాడు కళ్యాణ్ బాబు రాజకీయాలకి టూ థౌజండ్ ఫోర్టీన్లో పార్టీ పెట్టి ఉండొచ్చు టూ థౌజండ్ నైన్లో యువరాజ్యం అధ్యక్షుడిగా చేస్తుండొచ్చు కానీ కళ్యాణ్ బాబు టూ థౌజండ్లోనే రాజకీయం గురించి ఒక నాయకుడిగా తయారయ్యాడు అప్పటి నుంచి కాకపోతే అది పైకి తెలియదు నిన్నే ఒక ఎగ్జాంపుల్ చెప్పాను Chinese bamboo example Chinese bamboo భూమిలో నాటిన తర్వాత ఇంతే ఉంటుంది మొక్క అది ఐదారేళ్ళైనా పెరగదు కానీ ఒక్క సంవత్సరంలో ఒక ఐదారేళ్ల తర్వాత ఒకసారి నలభై యాభై అడుగులు పెరుగుతుంది ఏంటి అని అడిగితే ఆ నలభై యాభై అడుగులు పెరగడానికి కావలసినంత స్ట్రాంగ్ లోప అంటే బల బలం కావాలి కాబట్టి ఒక ఇరవై ముప్పై అడుగులు కిందకి పెరిగిన తర్వాత పెరుగుతుంది కళ్యాణ్ ఆల్రెడీ అది అయిపోయింది పెరుగుతున్నాడు very short time very short time మనం వండర్స్ చూడబోతున్నాం వండర్స్ చూడబోతున్నాం డెఫినెట్ ఎందుకంటే నేను చదువుకున్నాను